అమ్మో టైం ఐదైంది ఏరా అమృతం ఆ చైనీస్ ఛానల్ కట్ చేసినా కూడా సంజీవునికి కరాటే పిచ్చి పోలేదా చింత చచ్చినా చైనా చావలేదని ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు మనంతా ఉతికేసిందా ఉతికేసింది అప్పటి నుంచి సాయంత్రం ఐదు అయితే చాలు ఎవరు కనిపిస్తే వాళ్ళని చెత్త కొట్టుడు కొడుతుందిరా ఎవరు కనిపించలేదు అనుకో నిన్ను ఉతికేస్తుంది కరెక్ట్ ఇల్లేమిటి ఎంత నిశ్శబ్దంగా ఉంది అయినా వీళ్ళకి పెనాల్టీ పడి చాలా రోజులైంది చెక్ చేస్తే ఏదో ఒక విషయంలో దొరక్కపోడి అమృతం పోన్లేరా ఆ మినీ గణేషన్ ప్రసాదించిన ఈ వజ్రాయుధాన్ని తెప్పించావు కదా మెల్లిగా మెల్లిగా అమ్మయ్యా అమృతరావు మీ ఆవిడికి బూడో కారు కరాడా నేర్పించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తావా మిమ్మల్ని చంపించడం ఏంటండి అవును అందుకే శవపేటికి కూడా తెప్పించావు నన్ను చంపించి నా ఇంట్లోనే పాతి పెట్టించడానికి ఇది శవపేటి కాదు సార్ బొబ్బిల్ నుంచి వచ్చిన బెబ్బులి అంటే అంటే నన్ను పులికి ఆహారంగా వేస్తావు అమృత ఇది బెబ్బులి కాదు పులి కాదండి వీణ వీణ అమృతరావు మళ్ళీ తింగర వేషాలు వేస్తున్నావా వేధ వేషాలు వేసావంటే పెనాల్టీ వేస్తాను కొట్టిందిరా బాబు ఏమైంది దీనికి పట్టు మెల్లిగా మెల్ నువ్వు వెళ్ళి సంజీవుని పిలు ఆ బుడోకాన్ కరాడే దెబ్బలు నేను తెలియను పిలవరా వెళ్ళి పిలు సరే నా బ్రెయిన్ ఉపయోగించి నేనే పిలుస్తాను తప్పుకో ఏం ఒరే అంజి ఇది శృతిలో ఉందిరా అవును దీనికి ఒక యాక్టివిటీ ఏర్పడిపోయినట్టే ఇక మనం చేయవలసిందల్లా అర్జెంట్ గా పిల్లలకి సంగీత పాఠాలు నేర్పేయటమే అవునురా ఈ దెబ్బతో నీ దశ తిరిగిపోయింది దశ తిరగటం ఏమిటి రేపటి నుంచి పిల్లలకి సంగీత పాఠాలు చెప్తుంటే మీ భార్యాభర్తలకి చేతి నిండా డబ్బులే డబ్బులురా రా మరి పిల్లల్ని పోగు చేయాలి కదా నువ్వు అనవసరంగా వర్రీ కాకు పిల్లల mobilization business development sales promotion accounting banking వ్యవహారాలు auditing duplicate triplicate billing number two accounts licensing అన్ని నేను చూసుకుంటాను కదరా అన్ని నువ్వే చూసుకోరా కానీ పిల్లలకి సంగీత పాటలు మాత్రం నువ్వు నేర్పి అది నిజం చెప్తే అలుగుతావు సర్లే ముందా పని చూడు రేపే సిటీ మీదకి తుఫాన్లా వెళ్ళిపోతాను పిల్లల మొబలైజేషన్ ఇంట్లో మొదలు మొదలుపెడితే బాగుంటుందండి ఏమండి ఏమండి ఎవరు కావాలండి నమస్కారం మేడం నమస్కారం మేము కొత్తగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసాం మ్యూజిక్ స్కూలా మా ఇందిరక్క కూడా కాకినాడలో గొప్ప సంగీత విద్వాంసరాలు మీ పిల్లల్ని కూడా మా స్కూల్లో చేర్పిస్తే వాళ్ళని మేము ఓ ఘంటసాల ఓ బాలసుబ్రహ్మణ్యం ఓ జేసుదాసు ఓ పిబి శ్రీనివాసు జానకి సుశీల చిత్రలా తయారు చేస్తాం ఇంకా చెప్పాలంటే ఓ పురందరదాసు అన్నమయ్య త్యాగరాజు మీరాబాయి వీళ్ళందరినీ మించిపోయేలా కూడా తయారు చేస్తాం మంత్లీ ఫీజ్ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఫీజా అండి పది సంవత్సరాల అదేనండి మాకు పిల్లలు పుట్టి వాళ్ళకి ఏజ్ వచ్చాక కదా మీ దగ్గరికి పంపగలం పిల్లలు పుట్టాలా తల్లి నమస్కారం ఈ ఇంట్లో మెట్లే సంగీత స్వరాలు పలికేస్తున్నాయి ఇక ఈ ఇంట్లో పిల్లలు అపర సంగీత సరస్వతులు అయిపోతారు ఇప్పటికి కరెక్ట్ ప్లేస్కి వచ్చాను సంగీతానికి ఇక్కడే గౌరవం లభిస్తుంది మేం సంగీతం నేర్పుతాం హో మేం సంగీతం నేర్పుతాం హై మేం సంగీతం నేర్పుతాం హూ बैठिए పర్వాలేదు ఆ, ఆ. నమస్తే అదాబర్సి ఆహా ఓహో ఇల్లు చూస్తే చాలా పెద్దదిలా ఉంది ఈ ఇంట్లో కనీసం పది మంది పిల్లలకైనా సంగీతం నేర్పించాల్సిన అవసరం ఉంటుందేమో ఒరే అమృతం జాక్ పాట్ కొట్టేసావరా మనం ఔ. 啊 పిత్తలాటకండ్రా బాబు ये बड़े गुलाब जामुन वाली का संगीत नृत्य बे అమృతం ఒరే అమృతం ఉమ్, ఎరా లాభం లేదురా మన బిజినెస్ స్ట్రాటజీని మార్చేయాలి డోర్ టు డోర్ ఏమైంది డోర్ టు డోర్ కాదు రోడ్డు టు రోడ్డు చేయాలి రోడ్ టు రోడ్డా ఏ మిస్టర్ సంగీతం నేర్చుకుంటావా ఆ, మాస్టర్ మీరు ఏమండే మీ- మీ- మాస్టర్ మీరు కర్మ టైట్ ప్యాంట్ బాబు మాస్టర్ మీరు మీరు మీరు ఏమండి ఏంటని గొడవ నా టెన్షన్ నేను హలో ఇప్పుడు సంగీతంలో ఉన్న ఒక్కడ తీసుకున్న పాప అనుకోలేదు దిష్టి ఈవిడ గ్యారంటీగా తీసుకుంటారు madam we are conducting music classes if your children interested take this paper thank you thank you మాస్టారు ఇంటికెళ్ళి చదివేంత మ్యాటర్ ఏం లేదు ఇక్కడే చదువుకోవచ్చు స్టైల్ ఒకటి పాంప్లెట్ ఇవ్వరా తీసుకో తీసుకో ఇంకొకటి ఇవ్వరా మీ తమ్ముడిగా ఇంకొకటి ఇవ్వరా మీ అక్కగా ఇంకొకటి ఇవ్వరా మీ చెల్లిగా ఇంకొకటి ఇవ్వరా మీ అమ్మాయిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మయ్యా ఒక్కింట్లోనే ఐదు పాంప్లెట్లు వెళ్ళాయంటే నా పావు సమస్య తినిపోయినట్టే ఊరి బడవా ఆపరా ఆపు నీకే ప్లీజ్ ఆ ఆ ఆ అమృతం ఒరే అమృతం అర్జెంట్ గా మన బిజినెస్ ప్లాన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి రోడ్ టు రోడ్ అవేంద్రా రోడ్ టు రోడ్ కాదురా సిటీ నుంచి సిటీ చేయాలి ఆ ఇరవై సుమోలు ఒక హెలికాప్టర్ మూడు లక్షల పాంప్లెట్లు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి డబ్బుంది ఏ రోజు స్టూడెంట్స్ హెలికాప్టర్లు ఇక్కడికి వచ్చి పాఠాలు నేర్చుకుని మళ్ళీ హెలికాప్టర్లో వాళ్ళు వెళ్ళకెళ్ళిపోతారా అన్ని తేలిగ్గానే ఉంటారా మన బిజినెస్ ని డెవలప్ చేయొద్దు నీ యబ్బ నలుగురు పిల్లల్ని తీసుకురారా అంటే నాలుగు కోట్లు బడ్జెట్ ఇస్తావా బిజినెస్ డెవలప్మెంట్ వద్దు ఏం అక్కర్లేదు సంజీవని ఫ్రీగా పాఠాలు చెప్తుందని చెప్పి వాళ్ళతో చెప్పి నలుగురు పిల్లలు తీసుకొని చాలు అంతే కదా ఇదేమైనా నరసింహనాయుడు ఇంటర్వెల్ సీనా ఒక హెలికాప్టర్ నలభై సుమోలు పెట్టడానికి లేకపోతే మావిడ ఏమన్నా బాలకృష్ణ తోకలో సలవాలు జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి bye bye bye bye tata bye పిల్లలు ఎంత బాగా సంగీతం నేర్చుకుంటున్నారో భలే ముచ్చటేస్తుంది ఇప్పుడు తృప్తిగా ఉంది నాకు ఒకేసారి ఎంతమంది పిల్లలకు అన్నారు అమృతరావు అమృతరావు ఏమిటా ఇది ఏమిటిదంతా అంట అసలు మీకు పిల్లలు వద్దంటే ఒకేసారి ఇంతమంది పిల్లలు ఎలాగన్నారు క్లోనింగ్ చేసి కన్నాం సార్ మిగతా వాళ్ళేమో జిరాక్స్ చేసాం ఏమిటి సార్ ఆ మాటలు నిన్న కాక మొన్న వచ్చారు మాకు పిల్లలు లేరు ఈ రెండు రోజుల్లోనే ఇంతమందిని కనేస్తామా వీళ్ళందరూ చుట్టుపక్క ఇళ్లలోని పిల్లలు మావిడి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు అది అవును కదా నేనొచ్చిందే అందుకు ఇంతమంది పిల్లల్ని చూసేసరికి మతిపోయి అలా అడిగాను కాఫీ తాగుతారా టీ తాగుతారా విషం తాగుతాను నీ కాఫీ విషయంలాగే ఉంటుంది ఏమిటా గుసగుసలు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి డిస్టర్బెన్స్ గా ఉందని కంప్లైంట్స్ ఎలా వస్తాయండి వచ్చిన పిల్లలంతా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలే ఓహో చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో చూడు నా ఇంట్లో ఈ మాయదారి సంత పెట్టడానికి వీల్లేదంతే వీల్లేదంటే ఎలాగండి ఇప్పటికే పబ్లిసిటీ అని అదే చాలా పెట్టుబడి పెట్టావు ఏ నన్ను అడిగి కమిట్ అయ్యారా ఆహా నన్ను అడిగి కమిట్ అయ్యారా అంట చూడు నీకెక్కడ దెబ్బ వెయ్యాలో అక్కడే వేస్తాను రండి రా పిల్లలు రండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై <laughs> అమృతరా చెప్తా నీ పని ముందు నేను పాడతాను ఆ తర్వాత మీరు పాడండి సరిగమా పదని సగర సంగమమే <laughs> అమృతరావు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు ఇంట్లో సంగీతం క్లాసులు కండక్ట్ చేస్తున్నందుకు నాకెంత ఆనందంగా ఉందో సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను మీరు అప్పాజీ గారు <laughs> సరే ఆర్టీసీ లాగా ఇది ఎక్కడిది వదిలేదాన్ని అబ్బా అమ్మా నేను అప్పాజిన కాదో ఇప్పుడే అర్థం అవుద్ది తీ ఎందుకు సార్ ఇవాళ క్లాస్కి ఇరవై మంది అటెండ్ అయ్యారు స్టూడెంట్కి రెండు రూపాయలు చొప్పున మొత్తం నలభై టీ ఇదేమిటి ఇంట్లో సంగీతం క్లాసులు కండక్ట్ చేస్తున్నందుకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లగేజ్కి మరో పది రూపాయలు అదనం ఇదే లేకపోతే ఏంటి ఏంటి సార్ ఏ రోజు టికెట్ డబ్బులు ఆ రోజే కట్టేస్తున్నాను కదా మళ్ళీ టికెట్ తీసుకొచ్చారంటే ఇంకా క్లాస్ కూడా బిగిన్ అవ్వలేదు ఇది డిస్టర్బెన్స్ పెనాల్టీ డిస్టర్బెన్స్ పెనాల్టీయా మూత గుర్చుకుని నేను పేపర్ చదువుకుంటుంటే వెనక నుంచి వచ్చి మీరు నన్ను డిస్టర్బ్ చేసి నాకు డిస్టర్బెన్స్ పెనాల్టీ వేస్తారండి పేపర్ చదువుకున్నందుకు కాదు ఇది కూడా సంగీత క్లాసులకు సంబంధించిందే ఎంటర్టైన్మెంట్ యాక్ట్ తో పాటు చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ కాబట్టి కి రూపాయన్నర చొప్పున డిస్టర్బెన్స్ పెనాల్టీ వసూలు చేస్తున్నారు ఇది కొత్త రూల్ వెయ్యి పర్సా stop stop stop stop stop stop stop ఏంటి సార్ పంజాగుట్ట కానిస్టేబుల్ బండా పేరు చెప్తానుండు ఇదేంటి పొల్యూషన్ ట్యాక్స్ పొల్యూషన్ నా బండి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంది ఎయిర్ పొల్యూషన్ కాదు సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ బండికి సైలెన్స్ ఉంది కదండి <laughs> నీ బండికి సైలెన్స్ ఉంది కానీ మీ ఆవిడ సంగీతం అని చెప్పి పిల్లల నోళ్ళకి సైలెన్సెస్ లేవుగా అందుకన్నమాట ఇదిగో నువ్వు ఇలా జుట్టంతా పెక్కుని బట్టలు చేసుకున్నావు అనుకో నేను నీతో కాపురం చేయనంతే నా బాధల్లో నేనుంటే మధ్యలో నీ బ్లాక్మెయిల్ అంటే బాబు ఇదిగో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రెండు రూపాయలు డిస్టర్బెన్స్ పెనాల్టీ రూపాయిన్నర సౌండ్ పొల్యూషన్ ఫైన్ రూపాయిన్నర అంటే ఒక్కో స్టూడెంట్ కి వెరసి ఐదు రూపాయలు అన్నమాట అంటే ఇరవై స్టూడెంట్స్ కి రోజుకి వంద రూపాయలు ట్యాక్సా అయ్ బాబోయ్ అంటే నెలకి మూడు వేల ఒరే అంజిక సంగీత పాఠాలు చెప్తే నెలకి లక్ష లక్షలు కోట్లు కోట్లు వచ్చేస్తాయని చెప్పావు కదా ఇప్పుడు ఏమైంది అది ఇప్పుడు ఎవడో వచ్చాడు చూడు వెళ్తున్నా అంజనేయులు గారా రండి నేనేం చెప్పాను నువ్వేం చేసావు ఇప్పుడు ఏమైంది సార్ మా వాణ్ణి మైక్లేన్ జాక్సన్ చేస్తానన్నావా మైక్లేని జాక్సనా మైకేల్ జాక్సనా ఆ, అదే మరేం చేసావు మరి ఇప్పుడు సంగీత సరస్వతి మీద ఒట్టు మీ వాణ్ణి నేనేం చేయలేదండి ఏమీ చేయలేదంటావేమిటయ్యా మా వాడు పొద్దునుంచి సా పా సా అని నా చెవులు నమిలేస్తుంటాను ఇదేనా మోడర్న్ సంగీతం అంటే అయ్యా స్వామియాదులు గారు రేపు ఈ పాటికి మీ మనవణ్ణి మైకున్న జాక్సన్గా చేసే పూచి నాది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అలా చేయకపో అప్పుడు చెప్తా నీ పని మీరు వెళ్ళిరండి సార్ ఎవర్రా అబ్బే ఏం లేదురా ఆ స్వామియాదులు గారి మనవడికి పాత చింతకాయ పచ్చడి సంగీతం వద్దంట మోడ్రన్ మోడర్న్ సంగీతం కావాలంట మరది నాకు రాదే నాకొచ్చుగా మనం వెంటనే ఎలక్ట్రికల్ గిటార్స్ జార్జ్ డ్రమ్స్ కాంగో డ్రమ్స్ వాటితో పాటు జాక్స్ కొనుక్కురావాలి పద ఇప్పుడే కొనేద్దామా ఇప్పుడే వైనాట్ సర్లే ఒకసారి ఒంగు ఎందుకు ఏంటి విశేషం అయ్యో ఇది లోటం ఇది హైటం నువ్వు ట్యాక్సులతో చంపుతావురా? చివ్వమనిరా నేను చూసుకుంటా ఆ అప్పాజీ గారి ట్యాక్స్ సంగతి నువ్వు చూసుకో ఆ, వీణ కరెంట్ తీగలు పెట్టావేంటి వాళ్ళ మనవడికి మోడర్న్ సంగీతం నేర్పించకపోతే చచ్చినా ఊరుకోనని చెప్పాడు కదా ఆ సోయాజులు అవును చెప్పాడు కానీ కరెంట్ తీగలకి మోడర్న్ సంగీతానికి సంబంధం ఏంటి మరి అదే పాతకాలంలోని గిటార్లకి ఎలక్ట్రికల్ వైర్ను పెడితే అది ఎలక్ట్రిక్ గిటార్ అయిపోయేది అవును వైలన్లకి ఎలక్ట్రికల్ వైర్ను పెడితే అది ఎలక్ట్రిక్ వైలన్ అయిపోయేది అవును అలాగే మోడర్న్ గా దీనికి కూడా ఎలక్ట్రికల్ వైర్ను పెడితే ఎలక్ట్రిక్ వీణ అయిపోతుందన్నమాట మరి దీన్ని ముట్టుకుంటే ఏమీ కాదు కదా నువ్వేం కంగారు పడకు కావాలంటే నేను ప్లే చేస్తాను నువ్వా నేనే సర్లే నా క్లాసిక్ టైం మొదలెట్టు. పద ఆ సంజు ఈ పిల్లలందరినీ హాల్లో తీసుకెళ్ళి తలుపు గడియ పెట్టే సరిగమ్మ పదని సా గుసగుసగా చెప్పు ఆ అప్పాజీ గారి సంగతి నేను చూస్తాను ఈరోజు ఓకే కంట్రోల్లో బాగానే పెట్టావు టికెట్లు ఎందుకు ఓ పని చేయండి మడిచి జేబులో పెట్టుకోండి ఏ ఏమో ఈ రోజు స్టూడెంట్స్ ఎవరు క్లాసులకు రాలేదు ఎందుకో ఎందుకేమిటి రేసే entertainment tax sound pollution tax ఇలాంటి తోకలో ట్యాక్స్లు ఏమీ మేము కట్టలేమని మూకుమ్మడిగా మానేశారు అయినా ట్యాక్సులు కట్టేది పిల్లలు కాదుగా వాళ్ళు ఎందుకు మానేస్తారు మిస్టర్ అమృతరావు ఇందులో ఏదో మోసం ఉంది మోసం లేదు గెసం లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఇదిగో పది రూపాయలు మీరు బయటికి నడవండి కాదు నేను లోపలికే వెళతాను నా ఇల్లు నేను సోదా చేసుకోండి మీరంతా పండి బయటికి పిల్లలకి రహస్యంగా సంగీత పాఠాలు నేర్పుతున్నారా ఏం సార్ మొత్తం చెట్టు చెట్టు మెల్ల వేశారు ఇక్కడ సౌండ్ పొల్యూషన్ డిస్టర్బెన్స్ లేదు కదా చీటింగ్ పెనాల్టీ మొత్తం ఐదు వేలు కట్టు ఐదు వేల నేను కట్ను కట్టవా కట్ను నీ దగ్గర పెనాల్టీ ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ వీణ తీసుకుపోతా వీణ हा अरे अरे అదేం కాదు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఫలించింది దాంతో పామరుడైన ఈయన సంగీత విద్వాంసుడైపోయాడు గావు తెగలు తీగలకి కరెంటు వైర్ అమృతం